తపస్య అంటే ఏంటి మీకు గుర్తుందా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారా నిన్న తపస్య అంటే ఏంటన్నాము ఏం తెలుసుకున్నాము తపస్య తపశక్తి అంటే శక్తి పుట్టించడం స్వీయ స్వీయ నియంత్రణ ఉండడం పవిత్రత కొరకు ప్రయత్నం చేయడం క్రమశిక్షణగా ఉండడం సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవడం మనసును పుట్టం పెట్టుకోవడం చాలా అద్భుతంగా చెప్పారు తపస్య అనే ఒక ప్రక్రియ ఏంటి అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం స్వీయ నియంత్రణ అంటాం అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవడం దేన్ని నియంత్రించాల్సింది అంటే మన యొక్క ఇంద్రియాలను మన మనస్సును మన బుద్ధిని మన యొక్క చిత్తాన్ని ఈ అంగాలను అన్నిటినీ కూడా నియంత్రించుకోవడం ఇది తపస్య అంటే స్వీయ నియంత్రణ సాధారణంగా మనము ఏదైనా నియంత్రించుకోవడానికి కారణం ఏమిటి అంటే విధి లేక విధి లేక అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు డాక్టర్ చెప్తారు ఇది తినొద్దు అది తినొద్దు అని ఇంకా విధి లేక అప్పుడు తినకుండా పోవడం అది నియంత్రణే కానీ అది ఏంటంటే బల బలవంతంగా ఇంక లేకపోతే ఏమవుతుందో అనే ఒక బరువుగా నియంత్రించుకునేది కాదు అది తపస్సే కాదు తపస్సు ఏదంటే స్వీయ నియంత్రణ నీకు నువ్వుగా నిజంగా నాకు ఏం కావాలా నేనేం చేస్తున్నాను దాన్ని తగినట్టుగా నడుచుకుంటున్నానా నేనేదో కోరుకునేది ఒకటి చేసేది ఒకటి అవుతోందా అని దానికి దానికి తగినటువంటి దాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా నడుచుకుంటూ పోవడం తపస్య ఉదాహరణకు ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు అనుకుందాం ఒక స్టూడెంట్వి స్టూడెంట్గా ఉన్నవాడు నీకు ఇప్పుడు ఉద్యోగం దొరికింది ఉద్యోగం చేయాలంటే దానికి కొంచెం ఒక క్రమశిక్షణ కావాలి విద్యార్థిగా ఉన్నప్పుడు ఉండే క్రమశిక్షణకు ఒక ఉద్యోగిగా ఉండేదానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది సో నేను కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలా బాస్ను గౌరవించాలా తనతో ఉన్న సబార్డినేషన్ చూ చక్కగా చూసుకోవాలా తన ఏదో రిపోర్ట్స్ ఏ చేయాల్సి ఉంటుంది కదా వాటిని అన్నింటినీ తాను నిర్వర్తించడానికి ఆచరించాల్సి ఉంటుంది అది భయంతో ఆచరించవచ్చు లేకపోతే ఏదో ఒక ఆశతో ఆచరిస్తే నాకు ప్రమోషన్ వస్తుందనో ఇట్లా ఆచరించవచ్చు అలా కాకుండా నేను ఇటువంటి పనికి పూనుకున్నాను కాబట్టి ఈ పనిని చక్కగా చేయడానికి నేను ఈ విధంగా నడుచుకుంటాను అని నీకు నువ్వు నియంత్రించుకుంటే అది తపస్సే అప్పుడు నీ ఉద్యోగం చేయడము అనేది కూడా ఒక తపస్య ఇప్పుడు వివాహం కూడా ఒక తపస్య కావచ్చా తపస్య కావచ్చు కరెక్ట్ వ్యాపారం ఒక తపస్య కావచ్చా ఆ వ్యాపారం ఒక తపస్య కావచ్చు ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది తపస్య కావచ్చా అడ్మినిస్ట్రేషన్ ఒక తపస్య కావచ్చు ఒక పరిశోధన చేస్తున్నావు ఏదో ఒక రంగంలో నువ్వు పరిశోధన చేస్తున్నావు తపస్య కావచ్చా తప్పకుండా తపస్య కావచ్చు విద్యార్థిగా నువ్వు చదువుకుంటున్నావు అది తపస్య కావచ్చు దేన్నైనా ఒక తపస్యగా ఎలా నడుచుకోవాలా ఎలా చేయాలా అనేది మనకు భగవద్గీతలో పదిహేడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా స్పష్టంగా ఇచ్చారు అయితే దీన్ని ఆచరించడానికి ఒక ముఖ్యమైన ఒకటి ఇచ్చారు ఏమంటే గురు మూలకంగా తెలుసుకోవాలని చెప్తున్నారు ఎందుకు గురు మూలకంగా అంటే అంటే ఎవరైతే తపశ్చర్యను చేస్తున్నారో వాళ్ళతో పాటు ఉంటే నీకు దాని తపశ్చర్య అర్థం అవుతుంది లేకపోతే ఏమవుతుంది అంటే ఓ ఇదేనేమో అనుకుంటారు సాధారణ కదా ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు దురలవాట్లో ఉన్నారనుకుందాం బహుశా ఉండి ఇవన్నీ చేయకూడదా తప్పు అంటే ఏమనిపిస్తుంది మీకు అంటే ఓ చేస్తూ ఉన్నా కూడా తప్పు అని చెప్తే చాలు అనిపిస్తుంది దీన్ని హిపోక్రసీ అంటారు హిపోక్రసీ అంటే ఏంటి అంటే చేసేది ఒకటి ఇంకొకరికి మాత్రం చెప్పడం శ్రీరంగ నీతులు అంటారు చూడండి అలా అయిపోతుంది ఎందుకు అలా తయారవుతున్నా అంటే ఎవరైతే నీకు దాన్ని మార్గదర్శనం చూపిస్తున్నారో వాళ్ళు ఆచరించకపోతే వట్టి చెప్పడం వరకే ఉంటే ఏమవుతుందంటే అదే నువ్వు తపస్య అనుకునే అపోహలో పడిపోతుంది అందుకోసమే తపశ్చర్యను చక్కగా ఆచరించి అనుష్ఠానం చేసుకుంటున్న వ్యక్తి ద్వారా పొందడం చాలా ముఖ్యం వాళ్ళే గురువులు అవుతారు వేరే ఏదైనా విషయాన్ని వాళ్ళు ఆచరించకపోయినా వాళ్ళు చెప్పింది మంచిది అయితే విని తెలుసుకోవచ్చు ఇబ్బంది లేదు నో ప్రాబ్లం ఉదాహరణకు మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు చెప్తారు చూడాన నీకు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇవన్నీ తినకూడదు ఇవన్నీ తిన డాక్టర్ గారు మీరేం చేస్తారు నాకేం లేదా రోగాలు నేను బాగానే ఉన్నాను నేనేం తిన్నా పర్వాలేదు నీకు రోగం కాబట్టి చెప్తున్నాను అంటారు నీ మందులు వేసుకోవాలా అంటారు ఇప్పుడు డాక్టర్ చెప్పిన మీరు మందులు వేసుకోకుండా నాకు మందులు వేస్తున్నారే అది పేషెంట్కి చెప్పడం ఎందుకంటే అది వేరే తపశ్చర్య కాదు అది ఒక ట్రీట్మెంట్ ఈరోజు నేర్పిస్తున్న బోధనలన్నీ కూడా ట్రీట్మెంట్ లాగా నడుస్తుంది ట్రీట్మెంట్ లాగా నడుస్తుంది ఏంటి అర్థం ఏంటి నీకు చెప్తాను నువ్వు ఆచరిస్తే చూడు బాగుంటావు లేదు లేదు నేను నన్ను నన్ను గమనించొద్దు నిన్ను గమనించు ఇవన్నీ మనం చక్కగా ఏమంటారు మాటల యొక్క గారడీతో మనుషులకు చెప్పడం నేర్చుకున్నాం అలా కాదు నువ్వు ఆచరిస్తూ నువ్వు ఆచరిస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తున్న దాన్ని నువ్వు పంచుకుంటూ వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఆ ప్రేరణ కలిగి ఆహా ఇంత అద్భుతమైన దాన్ని నేను కూడా ఆచరించాలి కదా నేను కూడా దీని యొక్క లోతు తెలుసుకోవాలి కదా నేను కూడా దీనిలో ఒక ఉన్నత స్థాయిని చేరుకోవాలి కదా అనే ప్రేరణ కలిగేదే తపశ్చర్యకు చాలా ముఖ్యమైన మెట్టు ఎందుకు అంటే స్వీయ నియంత్రణ అన్నారు చూడండి చాలా ముఖ్యమైన స్వీయ నియంత్రణ అంటే ఏంటి నీకు నీలో ఒక ప్రేరణ కలగాలి ఏమని నేను ఇలా నడుచుకోవాలని ఆ ప్రేరణను కలిగించడానికి ఏం కావాలి ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అర్జునుడు విన్నాడు కృష్ణుడు కాకుండా ఇంకోరు చెప్పింటే అర్జునుడు వినేవాడో కాదు తెలియదు ఇన్ని ప్రశ్నలు వచ్చేవో కాదు తెలియదు అలాగే కృష్ణుడు కూడా అందరికీ చెప్పినట్టు చెప్పలేదు అర్జునుడికి చాలా విశేషంగా చెప్పాడు ఒక్కసారి ఆలోచించుకోండి ఒక యుద్ధరంగం జరుగుతోంది ఆ యుద్ధంలో ఇరు సైన్యాలు ఇలా నిలబడ్డాయి ఇంకా మొదలు కావాలి యుద్ధం ఆ సమయంలో అర్జునుడిని యుద్ధం చేయను కృష్ణుడు అక్కడ దాకా తీసుకుని వచ్చిన వాడు ఇదేంటి ఇలా అవుతున్నాడు ఎవరు అంటున్నది యుద్ధం చేయనని మహాయోధుడు పోని పిరికాడో ఏదో పనికి మానడో కాదు వాడొక్కడు చాలు మొత్తం కౌరవ సేనను కొట్టేయడానికి అటువంటి వాడు ఏమంటున్నాడు అంటే యుద్ధం చేయనంటాడు అప్పుడు కృష్ణుడు తనకు బోధిస్తున్నాడు ఏం బోధిస్తున్నాడు ఎందుకు నువ్వు యుద్ధం చేయాలా అని అది ఎంత బోధించాడు అంటే పద్దెనిమిది చాప్టర్లు అటువంటి ఒక సంక్లిష్టమైన యుద్ధం అండి అది ఊరికి ఏదో ఇద్దరు ఏదో మా డైలాగ్ చెప్పుకోవడానికో లేదా మాట్లాడుకోవడానికి వచ్చి ఏదో మాట్లాడుతున్న విషయం కాదు అర్థమైంది అక్కడ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది ఆ నిర్ణయం జీవితాలను ఎన్నో వేల లక్షలాది మంది యొక్క జీవితాలను మార్చేసేటువంటి అటువంటి పరిస్థితిలో నేను చేయను అంటే యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పి నిశ్చయించుకో అంటూ భగవద్గీతను బోధించే ఇప్పుడు ఒకసారి మీరు కనుక ఆలోచిస్తే దానిలో ఎన్ని విషయాలు చెప్తున్నారు కృష్ణుడు అంటే ఆహారం ఏం తినాలా అది కూడా చెప్తున్నాడు అనమాట యుక్త ఆహార విహారేణ ఎటువంటిది అని జ్ఞానం అంటే ఏమి జ్ఞానయోగం అంటే ఏమి కర్మయోగం అంటే ఏమి భక్తి యోగం అంటే ఏమి కర్మ సన్యాస యోగం అంటే ఏమి ఇలా ఒక్కొక్క విషయాన్ని బహుశా ఆ భగవద్గీత ఒకటి చాలు మొత్తం ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ కొద్ది సమయంలో అర్జునుడికి ఇంత బోధించాలంటే రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి కృష్ణుని దగ్గర ఎంత గొప్ప జ్ఞానం ఉండాలా అని ఒకటి రెండోది ఏంటి అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే కృష్ణ ఎవరైనా నాకు ఎందుకు చెప్తావు అన్నాడు అనుకో అయిపోయేదే కాదు కదా అక్కడ కూడా అటువంటి పరిస్థితిలో కృష్ణ మరి ఇది ఎందుకు మరి అదేంటి ఇదేంటి అడిగి అడిగి తెలుసుకున్నాడంటే అర్జునుడు అతను ఎంత గొప్ప జిజ్ఞాసు ఉండాలా తెలుసుకోవాలనే ఎంత తపన ఉండాలా ఆ తెలుసుకోవాలనే తపన ఒక తపస్సు అతని తపశ్చర్యకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అతనికి ఇవన్నీ బోధించాడు అందుకే అర్జునులో ఆ ఒక మార్పు కలిగింది ఆ మార్పు కలిగి తాను చేయదలుచుకున్నదని సంపూర్ణంగా చేయగలిగాడు సో ఈ విధంగా ప్రపంచంలో మనం ఏమైనా సరే చేయదలుచుకుంటే తపశ్చర్య చాలా ముఖ్యం తపశ్చర్య కావాల్సిందే మనం కొద్దో గొప్ప తెలుసో తెలియకో మనం నాట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా చేస్తున్న తపశ్చర్య కారణంగానే ఈరోజు మనం ఏమైనా సాధించామంటే దాని నుంచి మయా బాగున్నాం అంటే బాగున్నానండి అన్నారనుకో ఆ బాగుండడానికి వెనక కొద్దో గొప్ప తపశ్చర్య ఉందంటూ బాగుంది ఇంకా ఒక తపన లేకపోతే బాగుండాలా అనే తపన నేను బాగుండాలా నా కుటుంబం బాగుండాలా నా ఇరుగు పొరుగు బాగుండాలా నా దేశం బాగుండాలా ప్రపంచం బాగుండాలా అనేటువంటి ఆలోచన కనుక లేకపోతే అనేటువంటి ఒక సంకల్పమే లేకపోతే తపశ్చర్య జరిగేది కాదు ఆ తపశ్చర్య లేకపోతే మీరు బాగుండడానికి సాధ్యం ఎన్నో దేశాలు కుప్పకూలిపోతున్నాయి ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ప్రపంచం ఒక విధమైన వినాశనం కలుగుతోంది అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ తపశ్చర్య తెలవదు ఆ తపశ్చర్య తెలవని కారణంగా వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నారు చంపుకుంటున్నారు ఈరోజు చక్కగా మాట్లాడుకున్న వాళ్ళు రేపు వద్ద ద్వేషులై యుద్ధాలు చేసుకుంటారు ఈ పరిస్థితులన్నీ ఒకసారి మీరు గమనిస్తే దీని వెనకల ఉన్నటువంటి ముఖ్యమైన కారణాన్ని మనం గుర్తించగలుగుతాం ఈరోజు మనం మన భారతదేశంలో మనం ఎంత హాయిగా ఎంత బాగా ఎంత చక్కగా ఉన్నామంటే మనది కాదు మన పూర్వీకులు చేసినటువంటి చర్య యొక్క కారణం మీకు నేను చెప్తుంటే మీకు చక్కగా అర్థమవుతుంది అంటే మీ కాదు ఆ జెనటికల్ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానం అన్నమాట మన జెనటికల్ ఆర్డర్ ఎట్లా మనం చాలా సులభంగా దీన్ని గ్రహించగలం బహుశా సుధాకర్ అట్లాంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది అమెరికాలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేస్తుంటే వాళ్ళు అడిగేదానికి మీరు తలగొక్కోవడానికి జరుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది ఏమంటావు సుధాకర్ కరెక్టే కదా నాకు చాలామంది మంచి మంచి విద్యార్థులు ఉన్నారు శిష్యులు ఉన్నారు దేశ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక గమనిస్తే పాపం పెద్దలు ఎవరు అటువంటి తపశ్చర్య చేయలేదు వాళ్ళ ఊరికే ప్రాపంచికమైన ఇంద్రియ సుఖభోగాలే గొప్పది అనుకుంటూ జీవించిన వాళ్ళ సంతతి అది వాళ్ళకి అదే పెద్ద గొప్ప ఏదో సాధించినంత ఫీల్ అయ్యేటువంటి వాళ్ళ వంశంలో పుట్టి ఆ వ్యక్తుల్లో ఇది కాదు ఇంకా గొప్పది ఏదో ఒకటి ఉంది అని కలగాలంటే ఎంత కష్టం అనుకున్నారు అంత సులభమైంది కాదు మన అదృష్టం కొద్దీ మొట్టమొదట మనం మనుషులై పుట్టాం ఎందుకంటే జంతువులకు ఇవన్నీ తెలిసి రాదు జంతువుకి ఏమవుతుంది ఆహారం కావాలా నిద్ర కావాలా మైథునం కావాలా ఎంతకన్నా దానికి ఏం తెలియదు పాపం ఈ మూడింటి మధ్యలోనే ఉంటుంది కానీ మనిషి ఇంకేదో ఉంది కదా జీవితంలో ఏమి జీవితం ఎందుకు పుట్టాం ఎందుకు చేస్తున్నాం ఎక్కడికి పోతాం ఎక్కడి నుంచి వచ్చాం ఈ ఆలోచనలను చూసారా ఎవరిని చేయజనించు జగమెవ్వని లోపల నుండి లీనమే అనే ఆలోచన వచ్చింది చూశారు ఈ ఆలోచన మనుషులకే కలుగుతుంది కాబట్టి మనిషిగా పుట్టడమే ఏదో ఒక గొప్ప వరం అన్నమాట అటువంటి మనిషిగా పుట్టిన వాడు భారతదేశంలో పుట్టడం ఇంకెంతో పుణ్యం చేసుకున్నాడు భారతదేశంలో పుట్టడం ఒక గొప్పదైతే ఒక గురు పరంపరలో ఒక గురువు యొక్క కలిగితే నిజుడైతే అంటే మీకు రెండో జన్మ కనుక ఉపదేశం కలిగి ఉంటే మీకు మీరు ఇంకెంత అదృష్టం ఎంతో మంది మహనీయులు భారతదేశానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళ దేశంలో దొరకని భారతదేశంలో దొరుకుతుందని తెలుసుకుని ఇక్కడ వచ్చి జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి అందజేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎక్కడో పుట్టిన మనం అదృష్టం కొద్దీ ఇక్కడే పుట్టాం <laughs> కానీ మనం తెలుసుకోకుండా పోతే ఎంత దురదృష్టం ఉంటుంది కదా మనిషిగా పుట్టి భారతదేశంలో పుట్టి ఒక గురు పరంపరలోకి వచ్చి ఇవన్నీ చేసి తపశ్చర్యను తెలుసుకోకపోతే వృధా అయిపోయింది అందుకే ఈ తపశ్చర్య అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశమే ఇది ఇది కనుక మనిషికి దొరికింది అనుకోండి నాకు మీరు ఎస్ఎస్వై చేశారా ఇంకోటి చేశారా మరోటి చేశారా నాకు దాంతో సంబంధం లేదు మీకు గనుక నిజంగా అంతరంగంలో ప్రయాణం చేయాలా తపశ్చర్య అనే దాన్ని తెలుసుకుని ఆచరించాలా అని ఎవరికి ఉన్నా కూడా ఒక గురువు యొక్క ఉపదేశాన్ని పొందిండాలి తప్పకుండా ఏ గురువు అయినా పర్వాలేదు ఎవరో ఒక గురువు యొక్క ఉపదేశాన్ని పొందుంటే మీకు ఈ తపశ్చర్య తప్పకుండా దొరుకుతుంది అది చేయడానికి మీరు అర్హులు నేను ఆ బ్యారియర్స్ అన్నీ తీసేసాను అవన్నీ లేవు పిచ్చి పిచ్చి బ్యారియర్స్ నువ్వు ఏం చేసావా నువ్వు ఫస్ట్ ఫేజ్ చేసావా సెకండ్ ఫేజ్ నేను ఇన్నేళ్ళుగా చేశాను ఓ వేలాది మంది టీచర్లు తయారు చేశాను ఆ చేసినంత మాత్రాన్ని ఏమో అయిపోయిందని కాదు అది ఒక అవకాశం అంతే అంత మాత్రాన్ని ఏం కాదు అవకాశాలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చే ఉన్నాడు ఎన్నో రకాలుగా ఇచ్చాడు అవకాశాలు మనం ఇచ్చింది అవకాశం అనుకుంటే ఎట్లా కాదు కదా ఎక్కడెక్కడో పొందిండొచ్చు మహానుభావులు ఎక్కడో పుట్టిండొచ్చు కాబట్టి నీలో గనుక ఒక ప్రేరణ కలిగింది నీలో ఒక చిన్న దీపం వెలుగుతోంది ఆ దీపం చెప్తోంది ఏమని ఏ నేను ఈ వెలుతురులో ప్రయాణించాలా అనే ఒక భావనని కల్పించి రండి తపశ్చర్య నేర్చుకో ఆ తపశ్చర్యను సాధిస్తాం చేయాలి ఆచరించాలి తప్పకుండా ఆచరించాలి సో మనం చేసే ఏ ఆధ్యాత్మికమైన సాధన అయినా కూడా అది ఏమైంది అలా స్వీయ నియంత్రణ అనేదానికి అది ప్రేరణ కావాలి స్వీయ నియంత్రణ కానంత వరకు ఏ సాధన చేసినా కూడా దాని యొక్క ఫలం లేదు అది నీకు దొరకదు అందుకే మనకి ఎస్ఎస్వై క్లాస్లో మీకు గుర్తుందో లేదు మనం ఒక నియమం తీసుకుంటాం ఏమని అన్ని నియమాల కన్నా ఒక నియమం ఉంది గొప్ప నియమం నియమాల పైన నియమం గుర్తుందా మీకు ఈ నియమాలన్నీ నా నియమాలుగా పాటిస్తాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ నియమాలన్నీ నా నియమాలు అంటే ఏమైంది స్వీయ నియంత్రణకు వచ్చింది స్వీయ నియంత్రణ అంటే నీకు నువ్వే నియంత్రణ చేసుకుంటేనే ఇది అవుతుంది అనేది అక్కడ చెప్తుంది ఎంత గొప్ప గురువులు చెప్పినా ఎంత పెద్ద విషయమైనా నీదిగా స్వీకరించినంత వరకు అది పనిచేయదు కరెక్టా కాదు కాబట్టి తపశ్చర్య అనేది అక్కడి నుంచి మొదలు యాక్చువల్లీ ఎస్ఎస్వై ఒక తపశ్చర్య తపశ్చర్యగా చేయాలి ఏదో కోర్స్ కాదు అది ఏదో క్లాస్ అటెండ్ అయ్యాం క్లాస్ చేసేసాం నేను ప్రాణాయామం నేర్చుకున్నాం రాఫుడ్ నేర్చుకున్నాం బాగుంది మెడిటేషన్ నేర్చుకున్నాం దీంట్లో బాగా చెప్పారు గురుగారు భలే చెప్పారు మాకు ఆయన గురుగారు ఈయన గురించి చెప్పాలే ఉంది అని నడుస్తుంది okay that's all secondary okay primary thing ఏంటి అంటే నీవు నియమాలను నీ నియమాలుగా తీసుకుని ఆచరిస్తున్నావా ఇది కాదు ఫండమెంటల్ నేను ఎస్ఎస్వై క్లాస్ చేరాను చేరాక రెండో రోజు లేట్గా వెళ్ళాను నా సైకిల్ పంచర్ అయిపోయింది సైకిల్ పంచర్ అయిపోతే సైకిల్ తోసుకుని వెళ్ళాను తర్వాత సైకిల్ మోసుకొని వెళ్ళాను ఎంత పరిగెత్తుకు వెళ్ళినా లేట్కి వెళ్ళిపోయాను అక్కడ బయట నిలబెట్టేశాను నాకు గురూజీ వాళ్ళ అమ్మ నాకు టీచర్ గురూజీ మాతాజీ నాకు బయట నిలబెట్టేశాను లోపల రావడం లేదు అన్న అయ్యో అయింది నా సైకిల్ పంచర్ అయింది అని ఏదో కథలు చెప్తున్నా కానీ నాకు కథలు చెప్పొద్దు ఎవరు బాధ్యులు నువ్వు లేట్గా రావడానికి ఆ సైకిల్ అన్నా లేదు లేదు నువ్వు క్లాస్కి వస్తానన్నావా లేదా అవును వస్తానన్నాను సమయానికి ఉంటానన్నావా లేదా ఉంటానన్నాను కానీ అన్న కానీ కాదు ఇప్పుడు రాకపోవడానికి ఎవరు బాధ్యులు సైకిల్ ఎందుకంటే ఇక్కడ నాకు తెలుసు నాకు రావాలని మూడింటికి వెళ్ళేసాను రెడీ అయిపోయాను ఇవన్నీ కథ చెప్తున్నాను నేను నేను తయారైపోయాను అక్కడి నుంచి వస్తున్నాను నేను ఎట్లయితుంది సైకిల్ పంచర్ అయితే నేను ఎట్లా చేయను నేను ఎట్లా బాధ్యుడిని మళ్ళా మొదటికి వచ్చారు వస్తారన్నావా లేదా వస్తారన్నావు దానికి నేను తీసుకున్నావా లేదా తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఎవరు బాధ్యులు సైకిల్ బయట నిలబడినా అరగంట అయింది లోపల రానియలేదు అప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఓహో నేనే ఏంటి లోపల రాణిస్తారేమో అందుకే సింపుల్ ఒక ఆలోచన వచ్చింది అరే వీళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఇస్తే పరీక్షలు అంతే కదా నువ్వు ఆన్సర్ ఏదో ఉంటే అది టిక్ చేస్తే నీకు మార్కులు వేసేస్తారు సో లోపల రావాలంటే ఏం చెప్పాలి నేనే బాధ్యుడి అంటే లోపల రానిస్తారని ఆ ఇప్పుడు తెలుసుకున్నా అన్న ఏమిటి నేనే బాధ్యుడిని అన్న ఆ లోపల రాన్న లోపలికి వెళ్ళాక నా లోపల ఆ పెద్ద మతనం జరుగుతుంది నేను ఎట్లా బాధ్యుడు నేను ఎట్లా బాధ్యుడిని నేను ఎట్లా బాధ్యం ఒప్పుకుంటావా ఎట్లా ఒప్పుకుంటామని ఆ తర్వాత నెమ్మదిగా ఆ రోజు క్లాసే బాధ్యత గురించి అంతా వినేసరికి క్లారిటీ వచ్చేసింది ప్రతిదానికి నేను బాధ్యుణ్ణి లేటుకు రావడానికి కాదు ఈ మొత్తం ప్రపంచానికి నేను బాధ్యుణ్ణి నేను ఎలా ఉంటున్నాను నేను ఇన్ని ఏళ్ళు ఎలా ఉన్నానా అని ఒక లోపల ఏమంటారు పరితాపం పరితాపం అంటారు చూసారా ఒక రకమైన భావం ఇన్ని ఏళ్ళు ఎలా బతికాను నేను ఇది బతుక ఛీ బతుకే కాదు ఇది ఎలా ఉన్నా నేను ఎవరిని పట్టించుకోకుండా నేనేదో ఏ లేదు ఇది కాదు బతుకు కాదు ఇది బతుకు కాదు ఇన్ని రోజులు ఊరికే చచ్చున్నా ఇది చావు కన్నా దరిద్రమైంది ఇలా కాదు ప్రతిదాని నేను బాధ్యుణ్ణి అనే ఒక్క మార్పు ఆ తపన పరితాపం నుంచి కలిగే తాపం నుంచి వచ్చే తపన దాని నుంచి వచ్చింది ఎంత మార్పు నడుస్తుంటే నా ప్రపంచం నా ప్రజలు నా వాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు అనే భావన అంతవరకు అలా లేదు నేనేదో వీళ్ళ నుంచి ఎలాగో తప్పించుకుని ఎలా బతకాలి అనే ఆలోచన ఉంది అలా కాదు వీళ్ళందరినీ నేను ఎలా చూసుకుంటాను వీళ్ళకి ఎలా సహాయం చేయగలను అక్కడి నుంచి ఎంత గొప్ప మార్పు బస్సు కోసం సిటీ బస్ కోసం క్యూలో నిలబడితే ఆ పక్కన వాళ్ళకి రండి కూర్చోండి మీకేం కాదు చెప్పండి వీళ్ళంతా అడుగుతుంటే వీళ్ళు ఎవడైనా బస్సులో బస్సులో బస్సు అది బెంగళూరులో మామూలుగా ఒకటి ఇంకొని పట్టించుకోడు కానీ నేను వాళ్ళకందరికీ కూర్చోండి అని చెప్పి వాళ్ళకి సీట్ ఇచ్చి ఉంటే రెండు రెండు నేను వాళ్ళకి చేసి పక్కన వాళ్ళకి సీట్ చేయించి కూర్చోబెడుతుంటే ఆ కండక్టర్ నా వైపు ఏంటో అన్నారు పాపం నిలబడున్నారు వాళ్ళకి అని మొత్తానికి ఆ బస్సులో మొదటి నుంచి లాస్ట్ లోపల అందరికీ ఎస్ఎస్వై నేర్పించేసి బస్ ఎక్కి దిగాను లోపల వాళ్ళకందరికీ కూడా నేను double six three one nine zero nine number ఇచ్చేసి బహుశా ఆ నెలలో నేను ఒక ఏడు వందల మందికి ఎస్ఎస్వై గురించి పరిచయం చేసి ఉంటాను ఏడు వందల నుంచి వెయ్యి మంది దాకా ఎందుకంటే నాకు అంత గొప్ప మార్పు కలిగింది నాలో ఆ తపశ్చర్య మొదలైంది తపశ్చర్య మొదలైతే ఎలా ఉంటుందో నాకు అనుభవమైంది నేను ఇంక ఊరికే ఉండలేను ఎలా ఉండగలను తపశ్చర్య చేస్తుంటే అలాగ ఉండలేము అర్థమైందా అది హృదయానికి తగిలినాక ఎలా ఉంటాం కాలేజీకి వెళ్తే నేను కాలేజీలో చదువుతున్నాను అప్పుడు ఫైనల్ ఇయర్ లాలో ఉన్న కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏ ఏం రవి ఇలా అయిపోయావు ఏమైంది అన్న నీళ్ళు ఏదో నీ కళ్ళలో ఏదో ఒక మార్పు ఉంది నీ చెప్తుంటే ఏదో వినాలనిపిస్తోంది ఏ మాకేమైనా చెప్తావు అంటే కూర్చోబెట్టుకున్నా చెప్పాను చూడండి ఈ ప్రపంచానికి ఎవరు బాధ్యత నాకు ఏం తెలియదు ఎస్ఎస్బై ఏం అది ఏదో ఒక పాట విన్నాను రెండు పాఠాలు విన్నా కూడా ఆ రెండు పాఠాలతోనే నాకు ప్రతిరోజు ప్రపంచం మొత్తం మారడానికి నేను బాధ్యుణ్ణి అనే ఒక గొప్ప భావన నమ్మండి నమ్మకపోండి వంద మంది నా క్లాస్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా స్మోకింగ్ మానేశారు డ్రింకింగ్ మానేశారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళుగా వాళ్ళు వచ్చి ప్రమాణం చేసి ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగని ఉంటే నాకెందుకు ప్రమాణం చేస్తున్నా అంటే నీకు చెప్తే తప్పకుండా ఉంటామని ఒక తపశ్చర్య యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే అట్లుంటుంది ఆ క్యాంటీన్ వాడు నాతో గొడవ పడ్డాడు ఏంటాను నేను నుంచి మా క్యాంటీన్లో సేల్సే పడిపోయాను ఎందుకంటే అందరూ సిగరెట్లు కాఫీలు టీలు తాగడం మానేశారు అందరూ అలాగే ఒకసారి అనౌన్స్ అయింది ఏది ఎలక్షన్స్ అనౌన్స్ అయింది అప్పుడు కూర్చుంటే అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని దాని గురించి డిస్కస్ చేద్దాం అవును చేద్దాం ఎందుకు చేయకూడదు ఎందుకంటే అది మన జీవితానికి సంబంధించింది దీన్ని ఎలా నిర్వర్తించాలా ఎవరు మనకు రిప్రజెంటేటివ్ కావాలా ఎలా కావాలనే దాని గురించి మనం చర్చించుకుందాం అదొక పెద్ద రెవల్యూషనరీ థింగ్ నాకు అప్పుడు తెలియదు ఈ సోషియోక్రసీ తెలియదు ఏమీ తెలియదు కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది మనం చేస్తున్నదంతా తప్పేమో అని ఆ ఆలోచనతో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ కాదు we have to go by different kind of a process వేరే విధంగా వెళ్ళాలా అందరినీ కలుపుకోవాలా అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలా విడిపోకూడదు మనుషులు అనే ఒక ఉద్దేశంతో ఈ కొత్త కొత్త ఐడియాస్ కానీ గొప్ప గొప్ప భావాలు కానీ ఇవన్నీ ఎప్పుడు పుట్టుకొస్తాయంటే నీలో తపశ్చర్య మొదలైతే పుట్టుకొస్తాయి లేకపోతే ఎంత చెప్పినా అది బుర్రలోకి పోతుంది చెప్తే ఏదో ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అందుకోసమే తపశ్చర్య అన్నిటికన్నా గొప్పది స్వామి వివేకానందులు చెప్తే అందరూ విన్నారంటే ఎందుకు ఆయన తపశ్చర్య చేస్తున్నాను రామకృష్ణ పరమహంస చెప్తే వాళ్ళందరూ అంత హృదయాన్ని తీసుకున్నారంటే ఎందుకు తపశ్చర్య చేస్తున్నారు ఏ మహానుభావుడైనా సరే చెప్తే దానికి ఒక విలువ ఎలా వస్తుందంటే వాళ్ళు చేసే తపశ్చర్యతోనే వస్తుంది మీరు చెప్పేది మీ భార్య వినరు మీ పిల్లలు వినరు మీ ఇరుగు పొరుగు వినరు మీ సబార్డినేట్స్ వినరు అంటే ఏ నువ్వు చేయాల్సింది వాళ్ళతో కాదు నువ్వు చేయాల్సింది నీ తపశ్చర్యతో నీ తపశ్చర్యని నువ్వు సరి చేసుకో డెఫినెట్గా నువ్వు నూటి మాట నూట ఒక్క మాటలు మాట్లాడాల్సిన పని లేదు నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఒక తేజస్సు వెలుగుతుంది ఇది తపశ్చర్య యొక్క మహత్తరమైన ఒక ప్రభావం అన్నమాట ఇది జరిగి తీరాలి ఇది జరగకపోతే ఈ ప్రపంచానికి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవాన పుట్టినాం పోయామంట లేకపోతే ఏంటి తపశ్చర్యను కనుక ప్రతి ఒక్కరు ఆచరిస్తూ వస్తే ఒక్కడు ఆచరించిన మీలో ఉన్నవాళ్ళు ఒక్కరు ఆచరించిన దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది ఇది గ్యారంటీడ్ నేను ఇప్పుడు మీకు అది డెమాన్స్ట్రేట్ చేయడానికి వచ్చా డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి నడిచి నడిపించడానికి వచ్చా మనం నడుస్తూ అది నడిపించడానికి మీరు ఇంతవరకు ఏం చేశారు ఏం చేయలేదు అంత సంబంధమే లేదు మీరు ఇప్పుడు కనుక నిర్ణయించుకుని నేను ఏమైనా సరే ఒక అద్భుతమైన తపస్సు నేను చేపడతాను అంటే ఇప్పుడు ఒక అవకాశం ఇప్పుడుంది అవకాశం దేవుడు దేవుడు ఇంకా నీకు ఊపిరి ఇచ్చారు కదా నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదా అను దాని నుంచి బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ భగవంతుడా నాకు ఇంకా అవకాశం ఇచ్చావు ధన్యవాదాలు నేను తపశ్చర్యను చేబూంతాను అని తీసుకున్నాను ఇది చాలా ముఖ్యమైనది మీరు కోట్లు చేసినా ఏం చేసినా ఎంత పేరు గటించినా గడించినా ఎంతగా మీరు ఎన్ని మీరు నేర్చుకున్నా ఏమొచ్చినా తపశ్చర్య లేకపోతే వాటి విలువ సున్నా హండ్రెడ్ పర్సెంట్ జీరో దానికి వాల్యూ వచ్చేంతా కూడా తపశ్చర్యతో సో తపశ్చర్యని ఈరోజు ఇంకొంచెం లోతుగా అవగాహన చేసుకుందాం నిన్న చెప్పిన దాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళాం ఎందుకు తపశ్చర్య అంటే ఏమన్నారంటే ఇంతకుముందు బంగారానికి పుటం పెట్టినట్టు తెలుసా బంగారానికి ఎలా పుటం పెడతారని కంసలవాడు ఏం చేస్తాడు బంగారాన్ని అది ట్వంటీ టూ క్యారెట్టో లేకపోతే ఎయిటీన్ క్యారెట్టో లేకపోతే ఫోర్టీన్ క్యారెట్టో ఉండొచ్చు బంగారం అంటే ఏమే ఫోర్టీన్ క్యారెట్ అంటే ఏమర్థం దానిలో ఏదో కలుషితం కలి ఏదో కల్తీ ఉంది దానిలో రాగియో లేకపోతే వెండు ఏదో కలిపి ఉన్నారు అది నీవు వేర్ వేరు చేయాలి వేరు చేసి దాన్ని ప్యూరిఫై చేయాలి దాన్ని ప్యూరిఫై చేయాలంటే ఎట్లా అంటే దాన్ని పుటం పెడతా పుటం పెట్టడం అంటే దాన్ని బాగా వేడి చేస్తాం అందుకే ఆ వేడి చేసేదాన్ని ఏమంటారు తాపము ఉంటారు తాపం అంటే వేడి పుట్టాల అలా నీలో ఒక వేడి పుట్టాల అది తపస్సు అప్పుడేమవుతుందంటే నీలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా బయటికి రావు నీకు ఇంత కూడా స్వార్థం అనే భావన లేకుండా నీకు అంతా కూడా దివ్యమైన అనుభవంగా వచ్చేటటువంటి దాన్నే తపశ్చర్య ఈ తపశ్చర్యను పూనుకొనడమే మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఋషులు మునులు ఇంకొకరు మరొకరు మహానుభావులు అందరినీ కూడా ప్రపంచం గౌరవిస్తుంది అంటే దానికి కారణం ఏమంటే వాళ్ళు చేసిన తపశ్చర్యే అందుకని ఇంకొకటి లేదు దాన్ని ఘంటాపదంగా చెప్తాం బహుశా వాళ్ళు సైంటిస్ట్ అయిన వచ్చు సైంటిస్ట్ కూడా తపశ్చర్య చేసి మీరు అబ్దుల్ కలాం గారిని గమనించినా మీకు తెలుసు ఓకే వాళ్ళందరూ ఋషులే అర్థమైంది తపశ్చర్యను చేపూనకపోతే అంత గొప్ప పనులు వాళ్ళు సాధించేవాళ్ళు కారు ఓకే కాబట్టి ఏ గొప్ప పనైనా నీకు తెలవకపోయినా నీ గొప్ప పని అని తెలవకపోయినా పర్వాలేదు సాధారణమైన పని కూడా గొప్పదైపోతుంది ఇప్పుడు తపశ్చర్య అంటే ఏది తపశ్చర్య కాదు అని తెలుసుకున్నాం ఐసోలేషన్ ఉండడం సెల్ఫ్ డినైల్ గా ఉండడం మొండిగా వాదన చేయడం ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోకపోవడం ఇవన్నీ కూడా తపశ్చర్య కాదు అంటే తపశ్చర్య అంటే చాలా మంది పడే అపోహల్లో ఒకటి ఏమి అంటే తను ఏదో పోయి ఎక్కడో చోట ఒకడే ఏకాంతంగా ఉండిపోతే తపశ్చర్య మనం మామూలుగా చూస్తుంటాం కదా వింటుంటాం ఏమని తపశ్చర్య కూర్చున్నాను అంటే ఆయన ఎవరితోనూ మాట్లాడి ఎవరితోనూ కలవడు ఎక్కడో ఉంటాడని అది కాదు తపశ్చర్య అలాగే తపశ్చర్య అంటే ఏం కాదు అంటే మీరు మొండిగా వ్యవహరించడం చాలామంది తపశ్చర్య అంటే చాలా నేను ఇట్లానే అట్లానే ఉంటాను ఏదో ఒక కట్టునిట్టుగా చేసుకుని అందరినీ దూరం చేసుకుని అందరితోనూ ఇబ్బందులు పడి ఇబ్బందులు పెట్టడం అది కాదు తపశ్చర్య అంటే కష్టపడితే తపశ్చర్య అని ఒక చాలామంది అనుకుంటాడు కష్టపడితే అంటే ఏమి భోజనం చేయకుండా ఉండడం ఉపవాసం చేయడం ఇంకేమో నేను చూశాను ఉపవాసం ఉన్నవాళ్ళు నేను చాలామందిని చూశాను వాళ్ళు ఎవరు కూడా కఠినంగా చేయలేదు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చేశారు నువ్వు నిజంగా ఉపవాసం ఉంటే నీ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత తేలిగ్గా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అంటే అది ఉపవాసం యొక్క తపశ్చర్యగా చేస్తే నువ్వు తపశ్చర్య చేయకపోతే రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు అని కోపం వస్తుంది దానికోసమే తపశ్చర్యగా చేయడం అనేది తెలుసుకుంటే మీకు తెలుసు దీనిలో లేదు ఏది తినకుండడము లేకపోతే తినడం దానిలో లేదు దానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన సాధన ఉంది అది నేర్చుకోవాలని తెలుస్తుంది ఏమో ఇప్పుడు అయ్యప్పస్వామి వ్రతం ఉంటుంది అయ్యప్పస్వామి వ్రతం అన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి మన చాప మీద పడుకోవాలా ఒక పూటే భోజనం చేయాలా రెండు పూట్ల స్నానం చేయాలా పూజ చేయాలా ఇవన్నీ ఉంటాయి అవన్నీ తపశ్చర్య యొక్క భాగాలే అవి నిజంగా అయితే దాన్ని కనుక కొంతమంది తెలుసుకోకుండా దాన్ని ఏదో చాలా కఠినంగా చేయాలా అనుకొని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆగ్రహానికి ఏదానికో గురవుతుంటారు తపశ్చర్య చాలా గొప్పది నిన్ను పునీతం చేస్తుంది నిన్ను సక్రమైన మార్గంలో తీసుకొస్తుంది నిన్ను ఆవేశాలకు గురి చేయనీదు నిన్ను ఇంకా ప్రశాంతతను నీకెంతో తృప్తిని నీకెంతో ఆనందాన్ని ఒక అద్భుతమైన ఉన్మత్తతను ఇస్తుంది అనమాట నీకు కిక్కిస్తుంది అటువంటి ఒక తపశ్చర్యను మనం కనుక ఆవేశపూరితంగా మనం చేసుకుంటున్నాం అంటే అది తపశ్చర్య కాదు మీరు ఏదో ఏదో ప్రగల్భాలకు పోయారు మీరు ఏదో చూపించుకోవడానికి పోయారు సాధన చేస్తున్నాను ఉన్నాను అనేది గొప్పది కాదు నువ్వు తపశ్చర్యలో ఉన్నావా లేదా అనేది ముఖ్యం తపశ్చర్య ఏమిస్తుందంటే ఒక నిత్య యవ్వనాన్ని ఇస్తుంది నిత్య శక్తిని ఇస్తుంది నిత్యోత్ ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక తేజస్సుని ఇస్తుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అది తపస్సు యొక్క నిజమైన ఒక అంటారు గుర్తు సంకేతం తపస్సు యొక్క సంకేతం ఏమి అంటే you are really relishing this moment hundred percent so beautiful రండి రండి అందరూ రండి అందరూ ఎంజాయ్ చేద్దాం తపస్సు ఓకే తపశ్చర్యలో కడుగు బాగుంటుంది రండి మీరందరూ వస్తున్నారంటే ఉత్సాహం నాకు ఆలోచనలో ఉంటారు మనము సాధనను తపస్సుగా మార్చినంత వరకు ఏది చేయబోనకూడదు we are not eligible to take up anything I tell you because మనం ఆడుతున్న నిప్పుతో అర్థమైందా మనం ఆడుకునేది నిప్పుతో నిప్పుతో చెలగాటం చేయకూడదు ఓకే అర్థమవుతోందా ఈ జ్ఞానం మహత్తరమైంది నేను నా హృదయం నుంచి చెప్తున్నా ఓకే నిజంగా నేను ఏదో నోటితో చెప్పడం లేదు దీన్ని మనం ఆడుకోకూడదు దీన్ని చాలా జాగ్రత్తగా చాలా ఏమంటారు చాలా కేర్గా కేరింగ్గా ఇవ్వాలి ప్రపంచానికి మనకు అది ఏం అదృష్టం కొద్దీ వచ్చామయ్యా అదృష్టం కొద్దీ కలిసాం అదృష్టం కొద్దీ ఆ గురువు యొక్క అనుగ్రహం దొరికింది దీన్ని ఏదో ఆషామాషిగా చేసే వ్యవహారం కాదు ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళంటే ఈ స్క్రీన్లో ఉన్నవాళ్ళు కాదు చెప్తున్నది ఈ జ్ఞానంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక తపశ్చర్యగా మార్చుకోకపోతే all that we have learn taught నేర్చుకుంది అంతా కూడా గురువుల పేరు చెప్పుకునేది అంతా కూడా వట్టి బూటకం బంగారు కొండలు దయచేసి మనం తపశ్చర్యను పా మొదలు పెట్టుకుందాం తపశ్చర్యలో అడుగు పెడితేనే ఈ ఒక మొత్తం జ్ఞానానికి మనం విలువనిచ్చిన వాళ్ళం అవుతాము మనమే ఇంత గొప్ప జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళమే మనం తపశ్చర్యకు పూనుకోకపోతే మామూలు ప్రజలకు మిగిలిన వాళ్ళకి మనం ఏం చెప్తామని చెప్పండి బాబు నువ్వు గనుక నీవు నేర్చుకున్న దాన్ని ఒక తపశ్చర్యగా మార్చుకోకపోతే మాత్రం చెప్తున్నా నువ్వు నేర్చుకున్నది శుద్ధ దండగా జీవితం వేస్ట్ చేసుకొని పోతుంది అదే తపశ్చర్య మొదలుపెట్టు సాధనకు నిజంగా అది బంగారమే సాధన అంటే బంగారం కానీ దానికి పుటం పెట్టాలి అందుకోసమే ఈ తపశ్చర్య అనే కార్యక్రమం తీసుకుంది మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా మీరు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నా ఏమి ఎన్ని విధాలుగా మీరు నేర్పిస్తున్నా మీరు గురువులుగా ఉన్నా శిష్యులుగా ఉన్నా ఏదిగా ఉన్నా పర్వాలేదు పర్వాలేదు దాంతో సంబంధం లేదు అర్థమైందా మీరు గురు పరంపరలో ఉన్నారు అంటే ఏ మీ నెక్స్ట్ స్టెప్ ఈస్ తపశ్చర్య చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ తపశ్చర్య జీవం ఉన్నప్పుడే జీవం ఉన్నప్పుడే అదే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలను జీవం ఉన్నప్పుడే యూఆర్ వెరీ వెరీ వెరీ మీకు తెలియదు జీవం యొక్క విశిష్టత ఏమీ తపశ్చర్య చేస్తే మీకు జీవం యొక్క విశిష్టత తెలుసు ఎందుకు జీవో దేవో సనాతన అని ఎందుకన్నారని అర్థమైంది మీకు ఈ జీవం సనాతన దేవుడు దీన్ని మనం తపశ్చర్య చేసినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది నేనేం పెద్ద తపశ్చర్య గురించి చేయలే ఓన్లీ మూడు రోజులు పిలుస్తున్నా ఎందుకంటే మూడు రోజుల్లో అది మనం తపశ్చర్య చేసుకుంటున్నటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంలో ఎక్కడైతే మహానుభావులు కొంతమంది తపస్సు చేశారో ఆ స్థలంలో కూర్చుని ఆ స్థల ప్రభావం ఉంటుంది అర్థమైంది స్థల విశేషం ఉంది మీరు అక్కడికి వెళ్తే మీకు తెలిసి వస్తుంది ఎలా మీకు గగురుపాటు కలుగుతుంది అక్కడ కూర్చుంటే మీకు కలిగే ఒక ఒక గొప్ప మార్పు ఇప్పుడు బంగారం పుటం పెట్టాలంటే ఊరికి ఎక్కడో చోట ఒక చిన్న అగ్గి పెట్టి ఇచ్చేసి కా చేయరు కదా వాళ్ళు దానికంతా చేసుకొని ఒక మంచి దీనిలో పెట్టి ఆ దానిలో చేసి అది చేస్తేనే ఆ వేడి పుట్టి అది కరిగేది ఆ విధంగా కంసలని చేతిలో పడాలా అది ఆ ప్రదేశంలోకి <laughs> పోవాలా అక్కడ దాన్ని చేస్తేనే దాన్ని పుటం పెట్టేది ఆ ఒక్క తపశ్చర్యతో ఎంత గొప్ప అనుగ్రహం దొరుకుతుంది అని చెప్తుంది శ్రీశైలంలో ఆ పుణ్యక్షేత్రంలో మీరు ఆ తపక్షేత్రంలో కూర్చొని మీరు దేనిక చేస్తే మీకు దొరికే అనుగ్ర దొరికే అనుగ్రహం నేను చెప్తున్నా సాక్షాత్ పరమశివుడే ఇచ్చేటువంటి అనుగ్రహం ఇట్లాంటి ఒక మంచి అద్భుతమైన ఒక గురువులు ఏర్పరిచినటువంటి ఒక ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్తాము అక్కడ చాలా బాగుంది ఆయన చే ఆయన ఏదో ఆయన చేసిన తపశ్చర్య యొక్క ప్రభావాన్ని నాకు ఇస్తున్నారు ఆ తపో ఫలాన్ని నాకు అందిస్తున్నారంటే ఏం చేయాలి నేను అందరికీ దొరకని ఆ యొక్క గురువుల యొక్క అనుగ్రహం దొరకని అనుకున్న తర్వాత అక్కడ పంపించాను వ్యక్తిని అక్కడ మాట్లాడారు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు సార్ ఇక్కడ ఎవరంటే వాళ్ళకి అనుమతి ఉండదు ఇలాంతా చేయడానికి లేదు అన్నారు ఎక్కడ మేము చేయమని సరే ఓకే అంటే ఇప్పుడు మన చేతుల్లో లేదనుకున్నాం ఒక్క క్షణం అనిపించింది అనిపించిన రెండో క్షణం ఆయనలో ఏం కలిగిందో ఏమో అయ్యా తప్పైపోయింది అని ఏమైంది అన్న మీరెవరో తెలియకుండా మాట్లాడేశానండి నాకు ఇక్కడ గురువుగారు ఇక్కడ ఉన్న గురువుగారు చెప్తున్నారు రమ్మని ఒక్క క్షణంలో అంత మార్పు అన్నమాట మీరు రండి అయ్యా ఆ క్షేత్రానికి ఏమైనా ఫీజు ఉందా లేకపోతే దానికి ఏమైనా కట్టాలా దానికి ఉంటాయి కదా అవన్నీ ఉంటే చెప్పండి అన్న లేదయ్యా మీరు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకో మీరేం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మీకోసమనే గురువుగారు చేశారని చెప్తున్నారు రండి నేను చెప్తున్నాను నాకు గొప్ప అనుగ్రహం కలిగింది దాన్ని మీతో పంచుకుంటాను రండి ఓకే ఇది ఒక గొప్ప అనుగ్రహం నాకు తెలియదు నెక్స్ట్ మళ్ళీ ఏమో నాకు తెలియదు కానీ definitely I tell you this is going to be one of the most wonderful gifts that we are going to take తీసుకున్న ఒక గొప్ప వరం ఇది అటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి తపోక్షేత్రంలో అక్కడ మూడు రోజులు గడపడం అంటే ఒక గొప్ప ప్రవాహంగా మొదలవుతుంది అదే ఈ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడడానికి మన దగ్గరే ఉంది ఒక గొప్ప మన దగ్గరే ఉంది ఇంకెవరి దగ్గర లేదు అంత గొప్పది మన దగ్గర ఉంది దాన్ని మనం స్వీకరించి ఆచరించి పంచుకుందాం మీ యొక్క సుఖాలను ఇంకా అద్భుతంగా ఆనందంగా అనుభవించడానికి ఇది ఒక అవకాశం శరీరం ఉంటే సుఖంగానే ఉంటాం కానీ శరీరాన్ని గనక మనం తపశ్చర్యలో కూర్చోబెడితే ఆ తపశ్చర్యతో శరీరం ఎంత ఆనందాన్ని ఎంత సుఖాన్ని పొందుతుంది అంటే శరీరాన్ని మించి ఇంద్రియాలకు మించి నేను మనసును మించి చైతన్యంతో పొందేటువంటి ఆనందాన్ని మనం మూడు రకాల తపస్యలు ఉన్నాయి అని చెప్పాను మనసు వాచాకరమైన కాయా వాచా మనస దేహం దేహానికి సంబంధించిన తపస్సు ఆ తర్వాత వాచ వాచ వాచ అంటే మాటకు సంబంధించిన మూడో తపస్సు దేనికి సంబంధించింది మనసుకు సంబంధించిన తపస్సు ఈ మూడు రకాల తపశ్చర్యలు ఉన్నాయన్నమాట కాయ అంటే శారీరకమైన తపశ్చర్య శారీరకమైన తపశ్చర్య ఏంటి అంటే మొదటిది దేవతలను ఆరాధించడం దైవారాధన అనేది శారీరకమైనటువంటి తపశ్చర్య మనం దైవారాధన చేస్తాం చూసారా అది ఒక తపశ్చర్య ఏ దానికి దేహాన్ని ఎందుకంటే దేహ దేవాలయ ప్రోక్తో విన్నాం కదా దేహం ఏంటి దేవాలయం అని సో దేవాలయాన్ని మనం కనుక దేవాలయంగా మార్చుకోవాలి కదా ఈ దేహాన్ని దేవాలయంగా దాన్ని నడుపుకోవాలి అంటే ఏం కావాలా దేవతను తెచ్చిపెట్టాలి కదా దేవత దేవ సనాతన దేవ సనాతన కదా ఆ ఆ దేవతను ఆరాధించడం ద్వారా నీ దేహం ఏమైతుంది దేవాలయం అవుతుంది అందుకోసమే దైవారాధన అనేది ఏంటది అంటే అది ఒక తపస్సు గత రెండు సంవత్సరాలుగా ఈ కరోనాకు ముందు కొద్ది నెలల ముందు నేను అలా ఊళ్ళో వస్తూ ఉంటే మామూలుగా వాకింగ్ వెళ్తుంటా అట్లా వెళ్ళి వస్తూ ఉంటే శివాలయం మా ఊళ్ళో కాశీ విశ్వేశ్వర స్వామి గుడి చాలా పెద్ద దేవాలయం ఆ దాని పురోహితుడు అబ్బాయి మన ఎస్ఎస్ఎం మేటెడ్ నా శిష్యుడు వాడు బయట నించున్నవాడు నన్ను చూసి లోపలికి రండి అన్నాడు నేను ఇంకా ఏం లేదే వాకింగ్ వెళ్ళొస్తున్నా స్నానం కాళ్ళు చేతులు కడుక్కోకుండా <laughs> దేవాలయంకి ఎట్లా రాను అని అడిగితే ఒక పని చేయండి మీరు సోమవారం రండి అన్నాడు వెళ్తే లోపలికి తీసుకెళ్ళి ఆ శివాలయం లోపల గర్భగుడిలో కూర్చోబెట్టి శివుణ్ణి తాకుతూ దానికి రుద్రము నమ్మకము అన్నీ చెప్పుకుంటూ నమ్మకం చమకం చెప్పుకుంటూ దానికి పంచామృతాలు అన్ని రకాల అభిషేకాలు అలంకరణ ఆ పురుష సూక్తం శ్రీ సూక్తం దుర్గా సూక్తం ఇవన్నీ చెప్తూ అబ్బాయి చాలా బాగా చెప్తాడు ఆ చెప్తూ చేస్తుంటే నాకు అప్పుడు ఒక అనుభవం అయింది బాబోయ్ ఇంత గొప్పదాన్ని నేను ఇన్ని రోజులు గమనించలేదని దైవారాధన ఇంత గొప్ప తపస్సు నాకు తెలియదేని అక్కడ ఒక నాలుగైదు గంటల సేపు ఫోర్ ఫైవ్ అవర్స్ అలా శివాలయంలో శివుని సన్నిధిలో అలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఏం మరిచి ఒక అద్భుతమైన అనుభవం జరిగినప్పుడు అనిపించింది ఓ దీనికోసమే శివుడు పిలిపించాడు ప్రతి సోమవారం వెళ్ళడం అక్కడ కూర్చోవడం అభిషేకం చేయడం రుద్రము నవకొంచెం వినడం ఇవన్నీ చేస్తుంటే మన పూర్వీకులు మన మహానుభావులు గొప్పవాళ్ళు ఎంత చక్కగా అరటిపండు వలిచి పెట్టినంత సులభంగా మనకు ఇవన్నీ చేసి పెట్టేశారు మనకు తెలవని అజ్ఞానంతో ఇంకెక్కడో పరిగెత్తున్నాం సో అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే అర్థమైంది ఓ ఇది నేర్చుకోవాలి ఇప్పుడు నేను రోజు సాయంత్రం మా పురోహితుల దగ్గరికి వెళ్ళి వేద పఠనం నేర్చుకుంటున్నాను ఓకే గణపతి సూక్తము గణపతి అధర్వ శీర్షము పురుష సూక్తము శ్రీ సూక్తం ఇప్పుడు రుద్రం నేర్చుకుంటున్నాను ఇవన్నీ చేస్తున్నాను ఎందుకు ఏ దైవారాధన అనే తపస్సును తపస్సుగా తీసుకొని చేయాలి ఊరికి ఏదో పూజగా నాలుగు పూలు ఇచ్చి చేసి నమస్కారం చేసుకుని అయిపోయింది అనేటట్టు కాకుండా నిజంగా దానిలో నిమగ్నమై దానిలో వెళ్ళిపోయి భగవంతుని దగ్గరగా తీసుకొని ఆలింగనం చేసుకుని పొందే అనుభవాన్ని పొందాలా రామకృష్ణ పరమహంస అక్కడ కాళికాదేవిని పూజిస్తే అమ్మ దిగొచ్చింది అంటే అవునా కదా ఇప్పుడు ఆ దక్షిణేశ్వర్ గుడి ఎంత ఫేమస్ అయిపోయింది చూడు ఈ రెండు సంవత్సరాల్లో మీరు నమ్ముతారో నమ్మరో అక్కడికి వెళ్ళి ప్రతి సోమవారం నేను అక్కడ తపస్సు చేస్తున్నాను అంటే పూజ చేస్తున్నాను నేర్చుకుంటున్నాను అక్కడ కూర్చుంటున్నాను ఈ రెండు సంవత్సరాల్లో సుమారు ఒక కోటి రూపాయలంత పని అక్కడ జరిగింది శివాలయం యొక్క వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఎలా జరుగుతుందో తెలియదు కానీ మొత్తం గుడి యొక్క రూపురేఖలన్నీ మారిపోతుంది అందరూ వచ్చి ఏం స్వామి మీరు ఇక్కడ కూర్చున్నారు ఏం స్వామి ఇదేం జరుగుతుంది ఆయన పిలిపించుకున్నాడు ఆయన చేయించుకుంటున్నాడు ఆయన ద్వారా ఇవన్నీ జరుగుతుంది ఆయనకు భక్తుడు కావాలి కదా ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ఈ జీవితం అనిపించింది ఏ నా ఎటువంటి యోగ్యత లేనటువంటి ఒక దౌర్భాగ్యుణ్ణి దగ్గరికి తీసుకుని ఇచ్చేటువంటి ఒక గొప్ప దైవశక్తిని మనం విస్మరిస్తున్నాం అందుకే దైవారాధన అనేది ఏమి దేహానికి సంబంధించినటువంటి ఒక తపశ్చర్య ఓకే రెండవ తపశ్చర్య ఏమి అంటే ద్విజ ద్విజులని గౌరవించడం ద్విజుల్ని పూజించడం ద్విజుడు అంటే ఎవరు ద్విజుడు అంటే రెండవ జన్మ పొందినవాడు రెండవ జన్మ అంటే ఏంటి మానవ జన్మగా పుట్టడమే కాక మనిషి కాక మనీషి అయినవాడు మనీషి అంటే అర్థం ఏంటి వాడిలో వాడు ఒక దివ్యత్వాన్ని తెలుసుకున్నవాడు ద్విజుడు అన్నమాట నాలో ఉన్నది ఏదో కాదో పరమాత్మే ఆ పరమాత్మే ఈ రూపంగా ఉన్నాడు అని తెలుసుకునేది అహం బ్రహ్మాస్మి అని మనం ఏదైతే తెలుసుకుంటాం అది పొందినవాడు ద్విజుడు అన్నమాట అటువంటి వాణ్ణి భక్తిపూర్వకంగా శ్రద్ధతో నువ్వు గనక గౌరవించి పూజించడం చాలా ముఖ్యం అది కూడా దేహానికి ఒక తపశ్చర్య అన్నమాట నా చిన్నవాడు పౌరోహితుడు నాకు నేర్పిస్తున్నవాడు అయితే ఏంటి అతను నాకు నేర్పిస్తున్నాడు అతను ద్విజుడై నేర్పిస్తున్నాడు చాలా చక్కగా తాను అనుష్ఠానం చేసుకుని ప్రతిరోజు తాను దాన్ని ఏదైతే దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు పెద్దల నుంచి వచ్చిందో దాన్ని ఆచరిస్తూ దాన్ని నాకు ప్రేమగా నేర్పిస్తుంది నా దగ్గర ఎస్ఎస్వి నేర్చుకుండొచ్చు కానీ నాకు ఇది నేర్పిస్తున్నాడు కాబట్టి అతనికి నిజంగా వినమ్రంగా సేవ చేసుకుంటున్నాను చూడండి అది కూడా ఒక తపశ్చర్య నెక్స్ట్ తపశ్చర్య ఏంటి శరీరానికి సంబంధించి అంటే గురువు నిన్న చెప్పాను గురువు అంటే ఎవరు అని మీకు ఏదో ఒకటి తెలియజేసిన వాడంతా గురువే నీకు తెలియంది తెలియజేస్తే చాలు గురువు చిన్న పిల్లవాడు కూడా గురువు చీమ గురువే దోమ గురువే నీకు కనుక తెలియజేస్తే దత్తాత్రేయునికి ఎంతమంది ఇరవై నాలుగు మంది ఏమో గురువులు అంటే ఏం అర్థం ఎందుకు అంటే అర్థం ఏమి ఆయన ఎంతమంది ఎన్నిటి నుంచో ప్రతి కుక్క నుంచి కూడా నేర్చుకున్నాను ఆయన ప్రతి ఒక్కటి నీవు గురువుని గుర్తించగలగడం కావాలా గురువు ఉంటే నీకు ఎక్కడ గురి ఏర్పడుతుందో అది గురువు ఓ ఈయన చెప్తే వింటే మంచిది అవుతుంది నీకు ఎవరిపైన కలిగిందో వాళ్ళందరూ గురువులే మీ అమ్మ నాన్న గురువే ఎవరి నుంచి అయినా సరే ఆహా ఈ మహానుభావుడు చెప్తున్నాడు విని ఎందుకు తెలుసుకోకూడదు ఆ చెప్పిందని నేను ఎందుకు ఆచరించకూడదు దాన్ని నేను తెలుసుకుని పది మందికి ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగింది అంటే వాళ్ళ గురువే అటువంటి గురువును గౌరవించడం భక్తిపూర్వకంగా వాళ్ళని సేవించడం కూడా తపస్య శారీరకమైన తపస్య తర్వాత ఇంకోటి ఏమంటే ప్రజ్ఞను గౌరవించడం మీకు ఇవన్నీ కలుగుతున్నా మీరు ఒక ప్రజ్ఞ ఉందా ప్రజ్ఞ ఉందా తెలుసుకోగలుగుతున్నావా అవేర్నెస్ ప్రజ్ఞే ఏమి ప్రజ్ఞానం బ్రహ్మ అని ప్రజ్ఞే దేవుడు ఆ ప్రజ్ఞను గౌరవించి గమనించి ప్రజ్ఞాపూర్వకంగా నడుచుకోవడం తపస్సు మనం గౌరవించి దేహానికి సంబంధించింది శుచి శుచిగా ఉండడం దేహ శుచి మనశుచి ఇవన్నీ పెట్టుకోవడం ఉంది శుచిగా ఉండడం మనం పంచకోశ శుద్ధి అంటున్నాం కదా మనం ఎస్ఎస్వి క్లాస్లో శుద్ధీకరణం అది ఏంటి అది అంటే అది తపశ్చర్య ఏదో ఒకటి తినేయడం ఏనా ఎక్కడెక్కడో పోవడం శారీరకంగా మలినాలను కొని తెచ్చుకోవడం అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులను చేసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు శుచి శుభ్రత ఇప్పుడు బాగా ప్రపంచంలో బాగా తెలిసిపోయింది కదా కరోనా మహా మహా కరోనా వల్ల చాలా నేర్చేసుకున్నాం యొక్క ప్రభావంతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చకపోతే నా ఫ్రెండ్ అన్నాడు బాగుంది అనుకున్నా నేను నాకు కాళ్ళకి దండం పెట్టుకుని అన్నా దూరం నుంచి దండం పెట్టుకో బాగుంటుందని ఇప్పుడు శుచి చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా సో ఈ శుచి అనేది ఒక తపస్య ప్రపంచానికి కఠినంగా నేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఎవరైనా తానుగా తాను స్వీకరించి స్వయంగా స్వీకరించి చేస్తే అది తపస్య అందుకోసమే క్లెన్లీనెస్ అనేది ఒక తపస్య ఇకపోతే ఇంకోటి ఏంటి అంటే కాంటినెన్స్ అంటారు కాంటినెన్స్ అంటే ఏంటి అంటే కొన్ని చేయకూడదు ఉన్నాయి అవి చేయకూడదు దాని నుంచి దూరంగా ఉండాలి నిప్పులో చేయబడితే కాలకుండా ఉంటుందా <laughs> కాలుతుంది కదా కాబట్టి ఎలా ఉందో అదే విధంగా వాటి జోలికి మనం పోకూడదు ఎంతగా నీకు దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా దాని జోలికి పోకూడదు కొంతమంది అంటుంటారు కొంచెం తెలుసుకుంటే తప్ప ఏం కాదు కాదు దాని జోలికి పోకూడదు తద్వారా నేను ఒకటి తెలుసుకోవాలి నువ్వు పోగొట్టుకున్నది ఏం లేదు తెలుసుకోకుండా ఉన్న దాని నుంచే ఏం తెలుసుకోవాల్సింది తగినదే కాదు కాబట్టి ఆ జోలికి పోకుండా ఉండడం మంచిది ఎవరు నాకు చెప్పారు మీరు మీరేమండి మీరు పుట్టినప్పటి నుంచి మాంసం తినలేదు అవి తినలేదు మీకేం తెలుసు దాన్ని వదిలిపెట్టడం ఎంత కష్టం అన్నారు అందుకోసం నేను తిని మళ్ళీ ఆహా దాన్ని వదిలిపెట్టాను చెప్పండి ఆలోచించుకుని అసలు లే కదా నేను మా పెద్దలు చెప్పారు దాని జోలికి పోకూడదురా అది మంది కాదురా మన ఆహారం కాదురా అన్నారు ఇక నాకు అర్థమైంది అది అవసరం లేదు వద్దు అంతే సో ఈ విధంగా ఆ కొన్ని విచారాల్లో మనం దాని జోలికి పోకూడదు ఎవరితోనో మాట్లాడతాం వాళ్ళ గురించి మనకి ఎందుకు ఎవరో మాట్లాడుతుంటారు వాళ్ళు ఎవరో లేని వాళ్ళ గురించి మనకి ఎందుకు అర్థం అది మనకు సంబంధం లేదు కాబట్టి దాని జోలికి పోకూడదు అంతగా మాట్లాడదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడ అయిపోతుంది కదా ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైనది ఎప్పటికప్పుడు తెలుసుకొని హక్కుమని గమనానికి రాలా నేను ఈ జో దీని జోలికి పోరాదు అని తెలుసుకోవాలి ఇది ఒక తపస్య అన్నమాట అలాగే ఇంకొక ముఖ్యమైన తపస్య ఏంటి అంటే హింస అనేది ఒక గొప్ప తపస్య ఇది శారీరకమైన తపస్య అహింసాపూర్వకంగా జీవించడం అనేది చాలా గమనంతో నడుచుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు మనం ఎవరికైనా హింస పెడుతున్నామంటే మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఒకటి ఏమి అంటే నీలో హింస ఉంటేనే ఇంకోరికి హింస పెడతాం నీలో ఏదో హింస కలుగుతుంటే ఊరికే ఉండవు ఏం చేస్తాను ఇంకోరికి పొడవడానికి పోతుంది కాబట్టి ఇంకెక్కడన్నా హింస చేసేదని పోతున్నావు అంటే ఎక్కడ సర్దుకోవాలి నువ్వు సరి చేసుకోవాలా నీలో కలుగుతున్న హింసను నువ్వు కనుక తీర్చుకోగలిగితే అది తపస్య నీలో నిజంగా ఆనందమే కలుగుతుంటే అకస్మాత్తుగా తెలవకుండా ఎవరైనా ఇబ్బంది పొందినా కూడా క్షమాపణ అడిగి నువ్వు బయటకు వస్తావు ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టేది నా ఉద్దేశం కాదు ఒకసారి తెలియదు ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరికో మనం ఏవో కాలు తగలొచ్చు అది పొరపాట్లు జరగవచ్చు కానీ అక్కడ హింస చేయాలా అనేటువంటి ఉద్దేశం హింస కూడా అహింసగా మార్చుకునేది ఒక తపస్సు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్తుంది పరశురాముడు గొడ్డలు తీసుకుని బయలుదేరాడు ఎవరెవరైతే క్షత్రియులు ఈ సమాజాన్ని రాజ్యాలని భ్రష్టపరుస్తున్నారో వాళ్ళని నరికేస్తాను పరశురాముడు వస్తున్నాడంటే అందరూ అడలు అన్నమాట అలా ఆయన అంత సెట్ చేసేసాడు ఆయన ప్రపంచం చాలా భయపడిపోయారు దశరథుడు కూడా భయపడ్డాడు జనకుడు కూడా భయపడ్డాడు అందుకు వాళ్ళు ఏమో చేసుకున్నా మార్చుకున్నారు వాళ్ళ పద్ధతులు ఏం మార్చుకున్నారు జనకుడు నేను ఇంకా తపశ్చర్యం స్వీకరిస్తాను నేను తపస్సు చేస్తూ ఉంటాను ఆయన జనక మార్చయ్యాడు ఆయన చెప్తున్నటువంటి సందేశాన్ని తెలుసుకోవాల్సిన ప్రాధాన్యత ఉన్నింది అలా ఆ యుగంలో పరశురాముడు గొడ్డలు తీసుకొచ్చినా కూడా హింసాత్మకంగా కనిపించిన ఆయన ఏం చేశాడు ప్రపంచాన్ని ఒక చక్కటి మార్గానికి తీసుకు ప్రపంచంలో ఈ దశావతారాలు ఉంటాయి దశావతారాలు ఏమి అంటే మనిషి ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ నుంచి ఎవల్యూషన్స్ అన్నమాట దేవుడు కూడా ప్రపంచం మారినట్టుగా తాను అవతారాలు మార్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు కొత్త అవతారంతో దిగాల్సింది ఇప్పుడు మన తపశ్చర్య అనేది ఇప్పుడు ప్రతి ఒక్కడు దేవుడుగా మారాల్సిన ప్రపంచం అనమాట ఏదో ఒకరు వచ్చి ఎవరో చేసేటువంటిది కాదు కాబట్టి అందరూ తపశ్చర్య స్వీకరించాల్సింది రాముడు తపస్సు చేశాడు కాబట్టే అంత గొప్ప రామరాజ్యాన్ని ఏర్పరిచాడు కృష్ణుడు తపస్సు చేశాడు కాబట్టి అంత గొప్ప భగవద్గీతని ఇచ్చాడు సో ఆ విధంగా మనం కూడా తపశ్చర్య చేస్తేనే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ముందుకు కొనసాగిస్తాం తపశ్చర్యలో నెక్స్ట్ది మాటకు సంబంధించిన తపశ్చర్య సత్యవంతమైన పలుకులే పలకాల ఇంకొకరికి దూషించేటువంటి పలుకులు పలకరాదు చాలా మాట్లాడే ప్రతి ఒక్క మాట తీయగా కమ్మగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉండాలి మనం మాట్లాడేది ఇంకొకరికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఉపయోగం లేని మాటలు మాట్లాడకూడదు అలాగే మనం ఏం చేసినా చక్కగా అవగాహన చేసుకోకుండా మాట్లాడు ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక ఫార్వర్డ్ మెసేజ్లు పంపిస్తుంది ఫార్వర్డ్ మెసేజ్ పంపించడం అంటే ఏమైందని దాన్ని వెరిఫై చేసిండు దానిలో సత్యాసత్యాలను తెలుసుకొని అది నిజంగా వాళ్ళకు ఉపయోగపడేటటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే దాని జోలికి పోకూడదు ఏదో తమాష అనుకోండి ఏదో జోక్ వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ ఏదైనా ఒక విషయాన్ని మనం కనుక ప్రపంచానికి అందిస్తున్నాం అంటే ఆ విషయంగా మనం పరిశోధన చేయాలి సత్యం అసత్యమా అనే దాన్ని మనం తెలుసుకునే చేయాలి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఏ సమాచారమైనా మీరు ఇచ్చింది మీకు తెలియదు ఎక్కడికి వెళ్తుందో అక్కడి నుంచి ఎక్కడెక్కడికి పోతుందో ఎవరెక్కడికి పోతుందో ఏం చేస్తుందో తెలియదు కాబట్టి మనం నిజంగా నియంత్రణను పాటించాల్సి ఉంటుంది మనం చెప్పే ప్రతి మాటకు మనం విలువ ఇవ్వకపోతే ఎవరు ఇవ్వరు కాబట్టి విలువ ఇచ్చి సరి అయిన వాటిని చక్కగా దాన్ని పరిశోధన చేసి సత్యం అయితే చెప్పాలా లేకపోతే గమనం ఉండాలి కాబట్టి వాచ అంటే వాక్కు సంబంధించిన తపస్సులో ఈ నియంత్రణ చాలా ముఖ్యం కృష్ణుడు చెప్తాడు నిన్ను నీవు పరిశీలించుకొని అంతర్ముఖమైన ప్రయాణం చేసి నీవు తెలుసుకున్న సత్యాన్ని చెప్పు ఇంకెవరిదో కొటేషన్స్ ఏం పెట్టద్దు మన ఊరికి ఎవరో ఇట్లా పెట్టేసి ఇన్వర్టెడ్ కమా చెప్పి మహానుభావుని పేరు ఒకటి కింద పెట్టేసి పంపించేస్తే అయిపోతుంది అన్నట్టు కాదు whether you speak it or not నువ్వు దాన్ని తెలుసుకుని మాట్లాడుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం అది తపశ్చర్య ఎవరిని బాధ పెట్టేటువంటి విషయాలు ఎక్కడ కూడా పంచుకోకూడదు ఎంత గొప్ప విషయమైనా నువ్వు ఎంత చక్కగా దాన్ని మనుషులకు హత్తుకునేలాగా వాళ్ళు ప్రేమగా స్వీకరించేలాగా అందజేస్తావు అన్నది నేర్చుకుని నడుచుకోవడం తపశ్చర్య వాకుకు సంబంధించిన తపశ్చర్య ఇకపోతే నెక్స్ట్ తపశ్చర్య ఏంటంటే మనసుకు సంబంధించిన తపశ్చర్య మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవడం మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం మనసును సున్నితంగా ఉంచుకోవడం మౌనము అదేవిధంగా మనసును నియంత్రించుకోవడం లోపల వచ్చే ఆలోచనలను శుద్ధి చేసుకోవడం ఆలోచనలను మనం శుద్ధి చేసుకోవడం క్లీన్ చేసుకోవాలి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి దానిలో ఏది అందరికీ మంచిది ఏది కాదు అనే ఒక దాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటూ రావడం ఇది తపశ్చర్యలో భాగం ఇవన్నీ నేర్చుకోవాలి రావాలా దాన్ని గురించి పరిశోధన చేయాలా దాన్ని తెలుసుకోవాలా ఆ విధంగా నడుచుకోవాలి సో ఇది తపశ్చర్యలో మనసుకు సంబంధించిన తపశ్చర్య నేను చాలా సంక్షిప్తంగా చెప్పాను ఇంకా మూడు తపశ్చర్యలు ఇంకో రకంగా విడదీశారు ఏమేంటే సాత్వికమైన తపశ్చర్య త్రిగుణాలకు సంబంధించింది రజసికమైన తపశ్చర్య తామసికమైన తపశ్చర్య అని మూడు రకాలు ఈ మూడు తపశ్చర్యల్లో మొదటి సాత్వికమైన తపశ్చర్య అంటే ఏమి అంటే అత్యున్నతమైన భక్తితో పరిపూర్ణమైన తృప్తితో ప్రతి ఒక్క దానిలో మంచిని చూసి నడుచుకోవడం ఉందే అది సాత్వికమైన తపస్య అన్నం రజసికం అంటే ఏంటి అంటే ఏదో ఒకటి సాధించాలా అనే ఒక తృష్ణతో ఒక మంచి గుర్తింపు రావాలా లేకపోతే ఒక పదవి ఇటువంటి దాన్ని సాధించుకోవాలా శక్తిని పెంచుకోవాలా అనే ఒక ఉద్దేశంతో చేసేటువంటి తపస్యను ఏమన్నారంటే దాన్ని రజసిక తపస్య మూడోది ఏంటి అంటే తామసికమైన తపస్య తామసికమైన తపస్య అంటే ఏంటి అంటే మూర్ఖంగా శరీరాన్ని మనస్సును మీ యొక్క దీన్ని ఇబ్బంది పెట్టి దాన్ని టార్చర్ చేసి అంటే దానికి అన్ని రకాల హింసలు కలిగించి ఇతరులను హింసించి చేసేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తపశ్చర్యని ఏమన్నారంటే తామసికమైన తపశ్చర్య అది చాలా హానికరం రాక్షసులు చేసేది ఓకే రజసికమైన తపశ్చర్య మానవులు చేసేది సాత్వికమైన తపశ్చర్య దేవతలు చేసేది మీరు ఏం చేయదలుచుకున్నారో దాన్ని భగవంతుడే నిర్ణయించి మీ చేత చేయిస్తాడు ఇది సాత్వికమైనటువంటి తపశ్చర్య అందుకే సాత్వికమైన తపశ్చర్య మనకు ఎప్పుడైనా సరే ఈ శరీరాన్ని మనం వదలాలా అనుకుంటే వదలడానికి కావలసినటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛని సాత్వికమైన తపశ్చర్య సో అటువంటి తపశ్చర్యలోకి అడుగు పెట్టడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం భగవద్గీతలో మీరు పదిహేడవ అధ్యాయంలో ఐదు ఆరు ఈ శ్లోకాలు కనుక మొత్తం పదిహేడవ అధ్యాయం పెద్దదేం కాదు అది చదివితే మీకు చాలా చక్కటి అవగాహన ఇది మీకు ప్రిపరేషన్ ఫర్ తపశ్చర్య సో తపశ్చర్యని ఎలా తీసుకోవాలా అనేది కూడా ఉంది ఎలా తీసుకోవాలా అన్నప్పుడు నిశ్చయంతో తీసుకోవాలి నిశ్చయం అంటే ఏమి నేను ఈ తపశ్చర్య కాలంలో గురువులు ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను గురువులు ఏం చెప్పినా నేను దాన్ని తప్పకుండా ఆచరిస్తాను వాళ్ళు ఏం వద్దంటారో దాన్ని ఆచరించను ఆ విధంగా నడుచుకోను ఇంతకన్నా పెద్ద ఏం లేదు అంత మాత్రమే ఎందుకంటే గురువు కూడా అందరికీ ఒకటే చెప్తాడు అనుకోవాల్సిన పనులు ఇది తపశ్చర్యలు అలా కాదు అంటే మీ మీ యొక్క దైహిక మానసికమైనటువంటి పరిస్థితులను బట్టి మీకు యోగ్యమైన దాన్ని గురువు తపశ్చర్యగా ఇస్తారు ఇది తెలుసుకోవాలి మామూలుగా వేరే దానిలో అలా కాదు వేరే సాధనలో ఎట్లంటే అందరికీ చేసుకోండి ఇవన్నీ అందరూ చేయండి బాగా కరెక్ట్ ఆ లెవెల్ దాటారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ లెవెల్కి వచ్చారంటే తపశ్చర్య చేయాల్సి వచ్చినప్పుడు మీ యొక్క దైహిక మానసికమైన పరిస్థితులను బట్టి మీకు గురువులు ఏ విధంగా నడుచుకుంటారో అది నడుచుకోవాలి అందుకే ఈ తపశ్చర్యను తీసుకుంటుంది పర్టికులర్లీ వైయక్తికమైన వ్యక్తిగతమైనది అర్థం ఇంకొకరికి పోల్చుకోవడానికి వీలే లేదు మీరు అనొచ్చు గురుగారు మీరేంటో సుధాకర్ గారికి ఇలా అన్నారు నాకేం ఇలా అన్న నాకు తెలుసు సుధాకర్కి ఏది ఉత్తమో అది సుధాకర్కి ఇవ్వడం సుధాకర్ చేయగలిగింది నువ్వు చేయలేవు అది నీకు కాదు సుధాకర్కి ఎందుకు ఇచ్చారు అది నాకు తెలుసు ఆయనకు తెలుసు నీకు తెలియదు పని ఇటువంటి ప్రశ్నలు పక్కన పడేసి ఇంకొకరితో పోల్చుకోకుండా నాకు ఉత్తమమైన సాధన నాకు ఇవ్వండి అని వస్తే ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది ఇది ప్యూర్లీ ఇండివిజువల్ అంటే మీకు వ్యక్తిగతమైనదే ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ తపశ్చర్యను వాళ్ళు ఇచ్చినట్టుగా నచ్చు యాభై మందికి అని పెట్టుకున్నా యాభై మంది కూడా ఎక్కువ అనిపిస్తే భగవంతుడు దాన్ని నిర్ణయించుకుంటూ ఆయన చేస్తాడు అది ఎవరిని పిలిపించుకోవాలో పిలిపించుకుంటాడు ఎవరు భగవంతుడు కల్పించినటువంటి ఒక సన్నివేశం ఈ సన్నివేశంలో మీకేం దొరకాలో అది ఆయన ఇస్తాడు తప్పకుండా ఓకే నేను కూడా నాకు దొరికింది అని నేను నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర లేదు నీకు దొరికింది నువ్వే తీసుకోవాలి ఎలిజిబిలిటీ ఏంటి సంపూర్ణమైన విశ్వాసంతో నాకు తెలుసు భగవంతుడు నన్ను దీనికోసం ఎంచుకున్నాడు నిజంగా ఎంచుకున్నాడు నాకు కావాల్సింది ఆయన ఇస్తాడు దానికి కావాల్సినంత ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసి తెలుసు అనే ఒక సంపూర్ణమైన విశ్వాసంతో రావాలా ఇది తపశ్చర్యకు చాలా ముఖ్యమైన పీఠిక భగవద్గీతలో చెప్తారు దీనిలో ఈ చాప్టర్ ఏమేంటే అవిశ్వాసంతో కానీ లేక అపనమ్మకంతో కానీ లేక అనుమానంతో కానీ తపశ్చర్యను పూనుకోరాదు అని స్పష్టంగా చెప్తారు అంటే ఇవి కనుక ఉంటే సంశయాత్మ వినశ్యతి అని చెప్పి సంశయం ఉంటే వాడు నాశనం అయిపోతాడు అర్థం వాడు నాశనం చేసింది తపశ్చర్య కాదు వాడి సంశయం కాబట్టి సంశయాలు ఉండకూడదు నేను వెళ్తున్నా గురుగారు ఎవరు ఫోన్ చేసి అక్కడ ఎట్లుంది అరేంజ్మెంట్ అన్నాను నేను ఉంటున్నా కాబట్టి నువ్వు ఉండొచ్చు అక్కడ తెరుతోంది తపశ్చర్య అక్కడికి వెళ్తున్నాం మనం ఏది ప్రత్యేకమైన చంద్రమండలానికి వెళ్ళడం లేదు డోంట్ వరీ జస్ట్ మూడు రోజులు తపశ్చర్యనే మీరు మనసులో పెట్టుకుని విశ్వాసంగా రండి మీరు కనుక ఈ తపశ్చర్యను పూనుకోకపోతే ఇంతవరకు జీవితం ఇక ముందు జీవితం కూడా వృధా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఈ తపశ్చర్య ఒక గొప్ప అవకాశంగా మనకు భగవంతుడు ఇస్తున్నాడు ఆయన నన్ను పిలిపించుకుంటాడు వెళ్తున్నాను యాజ్ సింపుల్ యాజ్ సో వెళ్ళే వెళ్తాం అయ్యే నువ్వు వస్తావా సంతోషం ఎవరికైనా చెప్తున్నా ఇది ఒక గొప్ప ఆశీర్వాదం పొందగలిగిన వాళ్ళకు ఇది ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ స్వీయ నియంత్రణ రెండవది సింప్లిసిటీ అంటే ఏమి చాలా సాధారణంగా జీవిస్తూ జీవితానికి నిజంగా ఎంత అవసరమో అంతటితోనే నడుచుకుంటూ మనల్ని మనం స్వచ్ఛత వైపు తీసుకెళ్ళడానికి చేసే సాధన ఆర్భాటంకో వెళ్ళామంటే తపస్య పోయిందని లెక్క మీకు అక్కడ ఉండడానికి కప్పుకోవడానికి కూడా తెచ్చుకోండి పరుచుకోవడానికి కూడా తెచ్చుకోండి అర్థమైంది అంతే తప్ప బెడ్డింగ్ ఇంకోటి మరొకటి దానికి ఏ వద్దు వద్దు అర్థమైంది డోంట్ వరీ మీకు it as simple as possible మీకు మూడు జతలు కావాల్సిన మూడు జతలు ఒకే జతనే ఇటు అటు చేసుకుంటా పర్వాలేదు no problem if you can be నేను ఒకే ఒక జోలు వేసుకుని ఒక గుడ్డ కట్టుకుని హిమాలయాలు తిరిగి వచ్చాను so it was not a difficult thing ఏ దానిలో పెద్ద సమస్య ఏం లేదు కప్పుకోవడానికి ఒక బట్టలు ఇచ్చాడు కదా చాలు అంత చాలు ఉంటే అంతే చాలు ఇప్పుడు దొరికేది ఎక్కువైపోయింది కాబట్టి సింపుల్గా జీవించడం మీ సాధన కావాలి ఒకప్పుడు దొరికేది కష్టమైనప్పుడు ఏమి కావాలో అన్నీ తీసి పెట్టుకోవడం this is most beautiful simplest easiest and the most effective సాధన అనమాట ఓకే ఇక్కడ ఎందుకు వస్తున్నాము అంటే ఒకే ఒక కారణంగా వస్తున్నాం నీలో నువ్వు ప్రయాణం చేస్తూ నీలో నువ్వు నిలకడగా ఉంటూ జీవితకాలము నీ యొక్క అవేర్నెస్ నీకు అనుక్షణము ఉండడానికి మనం ఇక్కడికి వస్తున్నాం అంటే నీ ప్రజ్ఞలో ఉండడానికి కోసం తద్వారా నీకు భూత భవిష్యత్ వర్తమాన అన్ని కాలాలు ఒకటిగా నీకు కనిపించడం డ్రెస్ కోడ్ గురుజీ డ్రెస్ ఏమైనా కోడ్ ఉందా సాధ్యమైనంత మీరు సింపుల్ డ్రెస్ తీసుకురండి సింపుల్ డ్రెస్ అంటే ఏంటి colour Guruji white better white is better ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంట పన్నెండవ తారీఖు తెల్లవారుజామున మొదలవుతుంది అక్కడ పన్నెండవ తారీఖు తెల్లవారుజామున శ్రీశైలం అడవుల్లో అంటే మనం పదకొండు సాయంత్రానికి అంతా అక్కడ చేరుకోవాలి లేట్ అయితే కూడా అక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ దొరికేది కష్టం వెహికల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి శ్రీశైలం నుంచి అక్కడికి ఆటోలు అవి దొరుకుతాయి అయితే లేట్ అయినంత దొరకవు దానికోసం మీరు పదకొండు సాయంత్రంలోగా శ్రీశైలం చేరుకుంటే నైట్ కంతా మీరు అక్కడ ఉంటాం ఇక్కడ క్షేత్రంలో ఉంటాం ఓకే అర్థమైందా అందుకోసం పదకొండు నైట్లోగా అక్కడ చేరుకుంటే తెల్లవారుజామున మనం అయితే పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు రాత్రి సుమారుగా ఈ టైం కావచ్చు లేకపోతే కొంచెం లేట్ కావచ్చు పది పదిన్నరకంతా ఈ తపశ్చర్య కార్యక్రమం ముగిస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచి ఆ రోజు సోమవారం అవుతుంది కార్తీక సోమవారం శ్రీశైలంలో ఉంటున్నాం కాబట్టి ఆ పరమేశ్వరుని దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని ఎందుకంటే మనం తపశ్చర్య చేసుకుని వచ్చింటే భగవంతుడికి ఎంత సంతోషం అనగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి మనం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ చేశారు బహుశా మీరు కనుక లేకపోతే మీ నంబర్స్ మీరు చాట్లో పెట్టండి మీ మొబైల్ నంబర్ చాట్లో పెడితే మీకు ఇప్పుడు ఆ మెసేజెస్ అందుతూ ఉంటుంది ఒక మహత్తరమైనది త్వరలో ప్రారంభమవుతోంది ఒక గొప్ప ప్రపంచానికి నాంది పలుకుతున్నాం దానిలో ఒక కీలకమైన పాత్ర భగవంతుడు నాకు ఇచ్చాడు అది మీతో పంచుకోవడం కోసమే ఈ తపశ్చర్య చేస్తుంది సో మనం కలిసి ప్రపంచానికి ఒక గొప్ప మేలు చేయగలిగిపోతున్నాం భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల దానికి నాందే ఈ తపశ్చర్య ఈ మాటతో నేను ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఓ सतो मा ज्योतिर्गमय मृत्यो मृतंगमय ज्योतिर्गमय मृत्योर्मृतङ्गमय ॐ हरिः ॐ श्रीगुरुभ्यो हरिः ॐ वन्दे गुरुपरम्पराम्